ఉపకారము చేసి ఊరెవడిని వెలకట్టని చదువులమ్మవడిని గతులు మార్చేటి తరగతుల గదిని చెబుతున్న నా మనసులో మాటని కొన్న చదువులకు విలవిస్తే కొన్న చదువులకు విలవిస్తే ఉపకారము చేసే ఊరి బడిని వెలకట్టనే చదువులమ్మవడిని గతులు మార్చేటి తరగతుల గదిని చెబుతున్న నా మనసులో మాటని బడి ఫీజులేమైనయి అంటిన మోయరాని బరువుల నెత్తిమై అంటిన నీ పెంచిన నీ కడుపు నిండా బువ్వ తినిపించిన డబ్బుతో కొని చదువు మీకు విలువాయే ప్రైవేటు బడిపాటు జబ్బుదులదాయే ఇంటి కోడి పప్పు కూర అయినట్టు ఇంటి కోడి పప్పు కూర అయినట్టు ఉపకారము చేసే ఊరి బడిని వెలకట్టని చదువులమ్మబడిని గతులు మార్చేటి తరగతుల గదిని చెబుతున్న నా మనసులో మాటని అందరెదగాలని కోరుకున్న ప్రతి ఒక్కరు చదవాలని కలలుగన్నా మెరుగై చదువులందించిన బీద బిడ్డల బతుకుల్ని వెలిగించిన ఎందరో మహనీయులను చేయలేదా ఉచిత విద్యంటేనేమి కంత చేదా మీ పిల్లలను బడికి పంపించలేరా మీ పిల్లలను బడికి పంపించలేరా మీరు నా గొప్పోళ్ళు కాలేదా ఉపకారము చేసే ఊరి బడిని వెలకట్టని చదువులమ్మబడిని వడిని గతులు మార్చేటి తరగతుల గదిని చెబుతున్న నా మనసులో మాటని జిల్లా కలెక్టర్లు ఇంజనీర్లు శాస్త్రవేత్తలా చేసిన చరితనాది కవి కాయక కోవిదుల చేసిన న్యాయమూర్తులతో కీర్తి నింతు మూసిన రాజ్యాలు ఏలేటి రాజులను చేసిన చదువు చెప్పరన్నా పాడు నిందను మోసిన అందరికి రక్షణ నే చేరిన అందరికి రక్షణ నే చేరిన నేడు అంటూ కోరిన ఉపకారము చేసే ఊరిబడిని వెలకట్టని చదువులమ్మబడిని గతులు మార్చేటి తరగతుల గదిని చెబుతున్న నా మనసులో మాటని తల గాదు వెనెత్తి మీరు పంపిస్తే ఆ స్కూలు బస్సులెక్కి టై బెల్ట్ టక్కులు చెదిరిపాయే అదుపు తప్పి బోల్తా బస్సు టక్కరాయే పసిలేతనెత్తుల్ల వరద బారిందా ఉపకారము చేసే ఊరిబడిని వెలకట్టని చదువులమ్మబడిని గతులు మార్చేటి తరగతుల గదిని చెబుతున్న నా మనసులో మాటని కొన్న చదువులకు విలు ఉపకారము చేసే ఊరివడిని వెలకట్టని చదువులమ్మవడిని గతులు మార్చేటి తరగతుల గదిని చెబుతున్న నా మనసులో మాటని